కైరాన్ లోపల కైరాన్ ఇది ఇవన్నీ కూడా ఇల్లు రెంట్కి ఇస్తారు ఇవి ఒక రోజుకి రెండు రోజులకి మన ఇష్టం రెంట్ ఎక్కువ ఉంటుంది వందలో ఉంటుంది రెంట్ ఒక రోజుకి రెండు వందలు మూడు వందలు అలా ఉంటుంది ఎందుకంటే లోపల అన్నీ ఉంటాయి మంచాలు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి కరెంట్ ఉంటుంది ఏసీ ఉంటుంది మనం కేవలం దీంట్లోకి వంట సామాన్లో బట్టలతో రావాలంతే ఇంట్లో అన్నీ ఉంటాయి అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది ఈ కైరన్లో మొత్తం అన్నీ కూడా ఇల్లులు రెంట్కి ఇస్తారు చూడండి సముద్రం నీరు లాక్కొచ్చారు కనిపించదు అంతా సముద్రం పై వెళ్తారు అంతా సముద్రం పాడేసి లాక్కొచ్చారనమాట ఇక్కడ బోటింగ్ చేస్తారు ఇక్కడ ఇన్ని కూడా బోట్లు అయ్యి ఇప్పుడు నేను మధ్యాహ్నం వచ్చేనట్టుగా కైరాన్ వచ్చాను కైరాన్ నుంచి కోవిడ్ సిటీ ఇప్పుడు వెళ్ళాలి నేను ఉండే గ్రేన్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ ఉండడానికి అయితే మాత్రం మంచి ఖాళీగా ఉంటుంది Então, só muito trampo aí.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 take what I want and I always give it 100 Don't need a bank, no I'm funded Play the game like it's nothing I'm always thankful for something Don't take for granted, stay humble Now wake up! It's time to look at the enemy Look in the mirror if he is no friend to me It's not working out, maybe it's the chemistry It's time to break up so I can make a better me Better believe in your mind cause it's everything You can mold, shape, find it's just some time and some clarity to find your identity It's mind over everything And when I feel like this, I'm immortal When I feel like this, I'm immortal will never see me crack And if you get in my way, you're gonna feel the wrath Gotta say it to my face while he's looking back Mirror breaks after math When I hate, I attack Thank you. Hey kid, don't ever let them get inside your head They'll tell you what to do in life instead Of everything you know that you could get Grand ko mo? Grand lo yung plane Kaira నుంచి green? గ్రైండ్లో లోపల సిగ్నల్ ఇది లోపలికి వచ్చేసాము లోకి ఇదే మేము ఉండే ఏరియా ఇదంతా కోయిటవల్ ఏరియా ఇది గ్రెయిన్ కసూర్ గ్రెయిన్ అంటారు ఇదే నేనుండే ఏరియా ఇవన్నీ మా కార్లేనండి ఇదే మా వీధి కనిపించేదే మా ఇల్లు కొంచెం చెట్లు ఉన్నాయి కదా అదే మా ఇల్లు కనిపించేది ఇదే నేనుండే వేరే ఇదంతా ఎన్ని ఉన్నాయి కదా కనిపించే కార్లు అన్నీ మావే ఇంకా రెండు బయటికి వెళ్ళిపోయాయి thanks for watching okay friends bye